అవును నేనే అమృతరావు అందుకే తీసుకెళ్తున్నాం ఎక్కడికి ఇరాక్ ఇరాక్ అసలే అక్కడంత చిరాగ్గా ఉంటే మళ్ళీ ఇరాక్ ఏమిటి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు జరుగుతున్న యుద్ధంలో మమ్మల్ని అందరినీ చేయాలి చేసే ఏకైక వ్యక్తి నీవే కనుక నేనా ఈ పాంప్లెట్ మీదే కదా ఇదా ఇది మా అంజిగాడు బిజినెస్ కోసం ఇచ్చిన పబ్లిసిటీ పాంప్లెట్ సో ఇందులో మీరు చెప్పిన అమృతంతో సమానమైన ఉగాది పచ్చని నువ్వు మాకు తయారు చేసి పెట్టాలి అది తిని మా ఇరాకీ సైన్యం అమెరికా వాళ్ళు చేస్తున్న బాంబు దాడులు తట్టుకోవాలి ఓరి దేవుడు ఆ పచ్చడికి అంత సీన్ లేదండి బాబు ఇదేదో మా అంజిగాడు ఓవర్ పబ్లిసిటీ చేసినట్టున్నాడు వాడికి అసలే చెత్తనా మార్కెటింగ్ స్కిల్స్ ఎక్కువ అవన్నీ మాకు తెలియదు ఆ పచ్చడి చేయడం నీకు తెలుసు నువ్వు చేస్తున్నావు మేము తింటున్నావు అంతే నాకు రాదు కాయించుకో చేసి తీరాల్సిందే ఎవడన్నా చేసి పెడితే తిండమే గాని జీవితంలో ఎప్పుడు చేయలేదండి నన్ను వదిలేయండి వదిలేస్తాం ఆ పచ్చడి చేసి పెడితే హా, అది తింటే ఎన్ని బాంబుల మీద పడ్డా చావు బాంబులతో బంతాట ఆడుకుంటాం ఇదెక్కడ కూడా అండి బాబు ఉగాది పచ్చడి సర్వరోగ నివారణ అన్నాను కానీ బాంబు డిస్పోజల్ అని భగవద్గీత సాక్షి కూడా చెప్పలేదండి అయ్యే అ- వదలండి మీరు కొట్టినా చంపినా నాకు తెలియదు తెలుసని అలా చెప్పనండి చెప్పండి ఇరవై నాలుగు గంటల లోపు ఆ పచ్చడి గురించి చెప్పావా సరే లేదా నోట్లో స్కడ్బిసెల్ పెట్టి చంపేస్తాం ఉరుమురు మీ మంగళం మీద పడ్డట్టు మీరు మీరు కొట్టుకుని మా మీద పడతారేంటండి బాబు <laughs> ఈ పచ్చడికి ఇంత డిమాండ్ ఉందని తెలిస్తే ఆచామేదో అంజిగారి దగ్గరే చచ్చేవాడిని కదరా బాబు అవును మీరు తెలుగు వాళ్ళ అవును ఆహా! మీరు తెలుగువారా అవును నేను తెలుగు వాన్నే ఐక్యరాజ్య సమితి మీద ఒట్టు ఒట్టు అవును ఏమైంది మీకు మైమ్లో చెప్తే అర్థమవుతుందా ఓ అర్థమవుతుంది థ్యాంక్ గాడ్ దానికంత వరి అవుతావేంటి వాళ్ళకేమైనా ఉగాది పచ్చడికి కొబ్బరి పచ్చడికి తేడా తెలిసి చెప్పు వాట్ ఏ లాజిక్ ఓ పని చేయండి ఊరి చివరిన ఓ ఇండియన్ రెస్టారెంట్ ఉంది అక్కడికి వెళ్ళి కొబ్బరి పచ్చడి తీసుకొచ్చి ఇదే ఉగాది పచ్చడి అని చెప్పండి వాళ్ళు తింటారు తినేసి నమ్మేసి మిమ్మల్ని వదిలేస్తారు what a simple solution hello hello అటు కాదు ఇటు ఊరు కొత్త కదా మీ మీరు అటక్ ఓకే నేను రాయ్ ఆ మొక్క జాగ్రత్త అది మన శత్రువుల మీద ఉపయోగించడానికి పెంచుతున్న విషపు మొక్క పొరపాటును కూడా ఉంటే దాన్ని తినకుండా కాపలా కాస్తుండు okay sir excuse me camel cigarette sir ఇదిగోండి నేను కనిపెట్టిన ఉగాది పచ్చడి కోర్స్ ఇదంటే నాకు ప్రాణం అయినా మీరు నా ప్రాణాలు తీస్తానని చెప్పాక hmm. ఈ ఫార్ములా నేను పెట్టుకుని ఏం ప్రయోజనం చెప్పండి తీసుకోండి దారాదత్తం చేస్తున్నాను వెళ్ళండి అదే ఐ మీన్ పైకి పొమ్మని కాదు యుద్ధానికి వెళ్ళండి మృత్యుంజయలే తగలండి అని చెప్తున్నాను ఇది ఇంతకు ముందు ఎవరి మీద ప్రయోగించారా నో uh, కొత్త ఫుడ్ ఎస్ అది కొత్త ఫార్ములాతో తయారు చేసి అఫ్ కోర్స్ మా మీద ప్రయోగిస్తావా యా యా యా మొదట మా ఒంటి మీద ప్రయోగించు oh. ఆ తర్వాత మేము తింటాం oh you mean first camels then mammals okay చల్ చల్ చల్ మే మే ఇండియన్స్ మే మే ఇండియన్స్ దా తినమ్మా ఈ ఫార్ములా పేటెంట్ హక్కులు నాకే చెందాలి ఎయిర్ టికెట్ బుక్ చేయండి first class only boneless biryani ఒకటి for your kind information no Kalyani please I'm an Indian అలాగే కర్డ్లెస్ పెరుగు చట్నీ కూడా మర్చిపోకుండా ఆర్డర్ చేయండి ఓకే కర్డ్లెస్ uh, కొంచెం తక్కువ కర్డ్ అంటే మీ పక్కనున్న కర్డ్ జనాలు కాదు కర్డ్ స్ట్రూప్స్ కాదు కర్డ్ uh, లెస్ అంటే పెరుగు లెస్ uh, ఇకపోతే వాట్ షేక్స్ ఎందుకంత షాక్స్ <laughs> వీడు అమెరికా వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని మన సర్వనాశం చేయడానికి వచ్చాడరా ఇండియా వాళ్ళే డబ్బు ఇవ్వట్లేదు ఇక అమెరికా వాళ్ళు ఎక్కడ ఇస్తారండి ఇస్తారు వీడిని వార్జోన్లో పడే <laughs> <laughs> ఇదిగో దీన్ని దీపావళికి మెయింటైన్ చేస్తే దీనికి హైదరాబాద్లో చాలా డిమాండ్ పెరుగుతుంది ప్రతి సంవత్సరం టపాకాయల రేట్లు పెరుగుతూనే ఉన్నాయి స్పూన్ ఉంది పచ్చడేది అబ్బా తెల్లారితే ఉగాది పచ్చడి రెడీ <laughs>